సో ఒక వ్యక్తి ఆరు వేల రూపాయలకు సరుకులు కొన్నాడు అందులో పది శాతం లాభానికి అందులో సగాన్ని పది శాతం లాభానికి అమ్మాడు మొత్తం మీద ఇరవై ఐదు శాతం లాభం రావాలంటే అతడు మిగతా సరుకులని ఎంత శాతానికి లాభానికి అమ్మవలను సో ఇక్కడ మొత్తం ఆరు వేల రూపాయలు అండి ఈ ఆరు వేల రూపాయలు మనం ఉపయోగించుకుని క్వశ్చన్ చేయొచ్చు ఇది వాడకుండా నేను క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనం twenty nine ninety eight hundred ఈ మూడు క్వశ్చన్స్ కూడా సేమ్ మెథడ్ డిస్కస్ చేస్తాం లాస్ట్ వీడియోలో ఉంటుంది పార్ట్ ఫైవ్ వీడియోలో మరి ఇక్కడ మనకేంటంటే ఒక దానిపైన ఒక దానిలో సారీ సరుకులలో సగం సగం అంటే ఎంతండి half so half of the పార్ట్నేమో టెన్ పర్సెంట్ లాభానికి అమ్మిండు రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ని ఎంత పర్సెంట్కి అమ్మాలి అని అడుగుతున్నాడు so half of the part అంటే మొత్తం భాగాల సంఖ్య ఎంత రెండు భాగాలు అంటే ఆ సరుకును ఏం చేశాడు సరుకును ఏం చేశాడు రెండు భాగాలుగా చేశాడు అందులో సగం సరుకునేమో పది శాతం లాభానికి అమ్మాడు మిగతా సరుకు అంటే మిగతా సగాన్ని ఎంత శాతం లాభానికి అమ్మితే ఓవరాల్గా తనకి ఇరవై ఐదు శాతం లాభం వస్తుంది అనేది ప్రశ్న జనరల్గా ఓకేనా ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ అంటే ఈ మొత్తం భాగాన్ని రెండు భాగాలు చేస్తారు కాబట్టి కింద రెండు రాస్తున్నాను సో అందులో ఈ ఒకటి ఏదైతే ఉందో ఒకటి ఇంటూ లాభం అంటే ప్లస్సే వన్ ఇంటూ టెన్ ఎంత అండి టెన్ సెకండ్ దాన్ని అంటే మళ్ళీ వన్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అండి which is equal to twenty five రావాలి అంటే ten plus X by two equal to twenty five మరి ఇక్కడ ఎక్సే మనకు ఆన్సర్ మరి అది ఎంత సింపుల్గా వస్తుంది ఇప్పుడు ten plus X equal to ఇది రాస్తే ఏమవుతుంది ten plus X equal to fifty అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత అండి ఫార్టీ అంటే ఈ క్వశ్చన్ని మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చూస్తే కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది సో ఇట్లా పెద్దగా చేస్తే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇట్లా సింపుల్ మెథడ్ మీకు చెప్తున్నాను ఈ మెథడ్ ప్రకారం ఏంటంటే ఆన్సర్ ఫార్టీ పర్సెంట్ అది ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదండి సరే సింపుల్గా క్వశ్చన్కి ఆన్సర్ కావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పండవర్తకుడు వర్తకుడు దగ్గర ఉన్న ఇరవై నాలుగు కేజీల ఆపిల్లో కొంత భాగాన్ని ఇరవై శాతం లాభానికి మిగతా వాటిని ఐదు శాతం నష్టానికి అమ్మగా మొత్తం మీద పది శాతం లాభం వచ్చింది అయితే నష్టానికి అమ్మిన పనులు ఎంత అని అడుగుతున్నాడు సో అతని దగ్గర ఇరవై నాలుగు కేజీలు ఉన్నాయి అందులో కొంత భాగాన్ని ఇరవై శాతం లాభానికి కొంత భాగానికి పది శా ఐదు శాతం నష్టానికి అమ్మిండు ఓవరాల్గా దానికి పది శాతం లాభం వచ్చింది అయితే నష్టానికి అమ్మిన భాగం ఏదైతే ఉందో అవి పనులు ఎన్ని అని అడుగుతున్నాడు సో ఇక్కడ మనకి మూడు పర్సెంటేజ్ తీసినప్పుడు సింపుల్గా నేను చెప్పబోయే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని వాడండి సో ఒకటి ఇరవై శాతం లాభం ఇంకోటి ఐదు శాతం నష్టం ఐదు శాతం నష్టం ఐదు శాతం నష్టం అంటే మైనస్ ఐదు రాస్తాం ఇరవై శాతం లాభం అంటే ప్లస్ ట్వంటీ తీసుకుంటాం ఇక్కడ మనం ఏం రాస్తున్నాం ముందు మైనస్ అనే నెంబర్ అంటే ఫస్ట్ చిన్న నెంబర్ ఈ రెండింటిలో చిన్నదేది మైనస్ కాబట్టి దీన్ని మనం ముందు రాసాం తర్వాత పెద్ద నెంబర్ అయినటువంటి ట్వంటీని తర్వాత రాస్తున్నాం ఓవరాల్గా తనకి ఏమొచ్చింది పది శాతం లాభం కాబట్టి ప్లస్ ఏ తీసుకుంటున్నాను ప్లస్ టెన్ రాస్తున్నాను అంటే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇచ్చిన పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఓకే సపోజ్ ఇక్కడ ఎనిమిది ఉందనుకుందాం ఈవెన్ ఎనిమిది లాభం ఉందనుకుందాం సో లాభం ఉన్నా కూడా ఎనిమిది ఫస్ట్ ఉంటుంది ఇరవై తర్వాత ఉంటుంది ఉంటుంది అది ఒకవేళ ఇరవై ఐదు ఉందనుకోండి ఫస్ట్ ఇక లాభం ఉంటే ఇరవై ఐదు ఫస్ట్ ఉండి ఇరవై ఇరవై ఫస్ట్ ఉండి ఇరవై తర్వాత అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో రెండు పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో ఒక భాగం లాభం ఒక భాగం నష్టం కావచ్చు రెండు కూడా లాభాలు కావచ్చు రెండు కూడా నష్టాలు కావచ్చు ఏవైనా కూడా చిన్న వాల్యూని ఫస్ట్ రాయండి పెద్ద వాల్యూని తర్వాత రాయండి ఈ ట్వంటీ కామ మైనస్ ఫైవ్లో చిన్న వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ దీని ముందు రాస్తున్నాను ఈ ట్వంటీని తర్వాత రాస్తున్నాను టెన్ మధ్యలో తీసుకుంటున్నాను so twenty minus ten which is equal to ten is to ten minus of minus five ten minus of minus five which is equal to fifteen ఎలా వచ్చిందండి ten minus of minus five which is equal to fifteen అంటే ten is to fifteen so five టూజా ఫైవ్ త్రీజా సో మొత్తం ఎంత అండి five two is to three నిష్పత్తిలో విభజించాలా సో ఇందులో నష్టానికి సంబంధించిన భాగాలు వచ్చేసి రెండు లాభానికి సంబంధించిన భాగాలు వచ్చేసి మూడు లాభానికి సంబంధించిన భాగాలు వచ్చేసి మూడు మరి టూ ఇస్ టు త్రీలో మనకు అడుగుతుంది నష్టం కాబట్టి నష్టానికి సంబంధించిన రెండు భాగాలు మొత్తం ఐదు భాగాలు ఇంటూ ఇరవై నాలుగు సో ఐదు ఎక్కం ఐదు నాలుగున ఇరవై నాలుగు మిగులుతుంది పాయింట్ పెడితే ఎనిమిది అంటే four point eight two into four point eight which is equal to nine point six so nine point six కేజెస్ని తను తక్కువ రేటుకి అమ్మడం జరిగింది అంటే నష్టానికి అమ్మడం జరిగింది సో ఇక్కడ వేరే రకంగా చేసినప్పుడు ఎక్స్ అనే కాన్స్టెంట్ తీసుకొని చేస్తే ఆన్సర్ రాదు అని కాదు కానీ టైం తీసుకుంటుంది సో నెక్స్ట్ టైం ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో కనబడితే ఇదే మెథడ్ని స్పీడ్గా మైనస్ ఐదు ఇరవై పది సో డిఫరెన్స్ ఎంత పది ఇక్కడ డిఫరెన్స్ ఎంత పదిహేను రేషియో ఎంత two is to three so two by five into ఇది నష్టం అంటే ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించింది ఇక్కడికి నచ్చింది కాబట్టి దీనికి మనకు ఎన్ని పనులు నష్టానికి అమ్మాడు కాబట్టి ఇది అడుగుతున్నాడు కాబట్టి టూని పైన రాశాను ఎన్ని పనులు లాభానికి అమ్మితే అప్పుడు మనం ఈ త్రీ పైన రాస్తాం అది డిఫరెన్స్ అనమాట ఇంటూ ట్వంటీ ఫోర్ తీసుకుంటే మనకి నైన్ పాయింట్ సిక్స్ ఆన్సర్ రావడం జరిగిందండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం A is fifty percent as efficient as B C does half of the work done by A and B together if C around does a work in forty days then A B C together can do the piece of work in below యాభై శాతం ఏ పనివంతుడు ఏ మరియు బిలు ఇద్దరు కలిసి చేసే పనిలో సగం సి చేస్తాడు సి ఒక్కడే నలభై రోజుల్లో చేసే పనిని ఏబీసీలు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు మరి ఇక్కడ కూడా ఎఫిషియెంట్ అంటే సామర్థ్యం ఎక్కువ కలవాడు సో బి కంటే కూడా ఏ యాభై శాతం సామర్థ్యం ఎక్కువ ఎక్కువ కలవా కలవాడు సో ఏ బిసి సో ఇక్కడ మళ్ళీ ఏ అనే person completely depends on B so బీని మనం ఇక్కడ ఎక్స్ అని చెప్పి అనుకోవడం కంటే పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి వంద శాతం తీసుకుంటున్నాడు సో పర్సంటేజ్ ఇస్తే హండ్రెడ్కి వెళ్తే బెస్ట్ అండి సో బి అనే పర్సన్ వంద శాతం పనిచేస్తుడు అనుకుంటే ఏ అనే పర్సన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియెంట్ అంటే మనకి నూట యాభై శాతం పనిచేయగలడు సో నూట యాభై శాతం పనిచేయగలడు ఏ అనే పర్సన్ నూట యాభై బి అనే పర్సన్ వంద సో ఇప్పుడు సి గురించి ఏం చెప్తున్నాడు ఏ ఇద్దరు కలిసి చేసే పనిలో సగం చేస్తాడు ఏ ఇద్దరు ఎంత పని చేస్తారండి వంద నూట యాభై రెండు వందల యాభై అందులో సగం నూట ఇరవై ఐదు వంతు పని సి చేయగలడు నూట ఇరవై ఐదు వంతు పనిని సి చేయగలడు ఇప్పుడు మనకి సికి పట్టే సమయం ఇచ్చాడు సో సి పట్టే సమయం ఎంత అండి ఫార్టీ డేస్ సో సి అంటే one twenty five one twenty five equal to forty days అయితే one twenty five equal to forty days అయితే సో మనకు అడుగుతుంది ముగ్గురు కలిసి అంటే ఏబీసీలు one twenty five one fifty hundred so hundred plus one fifty two fifty two fifty plus one twenty five three seventy five equal to ఎంత అని చెప్పి ఇస్తాం మరి ఇక్కడ అల్లోమన పాత్ర సంబంధం కాదు విలోమన పాత్ర సంబంధం కాబట్టి క్రాస్ మల్టిఫికేషన్ కాకుండా ఈ పద్ధతి ఫాలో అవుతాం ఇరవై ఐదు ఎక్కం నూట ఇరవై ఐదు ఎక్కం నూట ఇరవై ఐదు ముళ్ళ నలభై బై మూడు అండి సో మూడు ఎక్కం మూడు పదమూడులు ఒకటి మిగులుతుంది ఒకటి బై మూడు పదమూడు ఒకటి బై మూడు రోజులు పదమూడు ఒకటి బై మూడు రోజులండి సో అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని ఇస్తుంది ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోగలుగుతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అండి A is thirty percent more efficient than B how much time will they working together complete the job if A alone have twenty three days B కంటే ఏ ముప్పై శాతం ఎక్కువ పనివంతుడు ఏ ఒక్కడే ఆ పనిని ఇరవై మూడు రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు బీ కంటే ఏ ముప్పై శాతం అధిక పని చేస్తాడు కంటే అని ఇచ్చాడు కదా so B equal to hundred అయితే ఏ ఈక్వల్ ఏమవుతుంది వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మనకేమంటున్నాడు వన్ థర్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వన్ థర్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పనిని ఇరవై మూడు రోజుల్లో చేస్తారు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు ఇద్దరు కలిసి అంటే ఎంత అండి two thirty capacity so two thirty capacity equal to how many days మరి ఇక్కడ క్రాస్ మల్టిఫికేషన్ చేయకూడదు ఈ విధంగా చేస్తాం సో ట్వంటీ త్రీ టెన్ జా ట్వంటీ త్రీ వన్ జా టెన్ వన్ జా ten cancel so which is equal to thirteen days ఎంత సింపుల్లో చూడండి ప్రాబ్లం ఎంత సింపుల్లో చూడండి కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థమైతే ఇంత సింపుల్గా ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం ఫినిష్ చేస్తాం ఇక్కడ కెపాసిటీ నుంచి మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోగలిగితే కాన్సెప్ట్ లింక్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి నెక్స్ట్ క్వశ్చన్ అండి ఏ ట్రైన్ స్పీడ్స్ ఫాస్ట్ అయితే a pole in fifteen seconds and platform in third platform hundred metres long in twenty five seconds the length of the train is so ఇక్కడ కూడా రైలు యొక్క పొడవు ఎంత అని అడిగాడు ఒక కరెంట్ ఒక రైలు కరెంటు స్తంభాన్ని పదిహేను సెకండ్లో అండ్ వంద మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ని ఇరవై ఐదు సెకండ్లో దాటితే రైలు యొక్క పొడవు ఎంత సో ఇక్కడ మీరు గమనించండి పదిహేను సెకండ్లో ఒక కరెంటు స్తంభం దాటింది ఇరవై ఐదు సెకండ్లు ఒక ప్లాట్ఫామ్ దాటింది సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అండి పది సెకండ్లు సో పది సెకండ్లో పది సెకండ్లలో అది వంద మీటర్లు క్రాస్ చేసిందండి వంద మీటర్లు క్రాస్ చేసింది అయితే పదిహేను సెకండ్లలో పదిహేను సెకండ్లో ఎంత మీటర్లు పోతుందంటే నూట యాభై మీటర్లు పోతుంది సో పది సెకండ్లకు వంద మీటర్లు పోతే పదిహేను సెకండ్లకు ఎంత దూరం పోతుందండి నూట యాభై పోతుంది ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ ఇక్కడ మీరు ఈ అర్థం చేసుకునే విధానం చూడండి పదిహేను సెకండ్లు ఒక ప్లాట్ఫామ్ దాటి కరెంటు స్తంభాన్ని దాటింది ఇరవై ఐదు సెకండ్లు ఒక ప్లాట్ఫామ్ని దాటింది సో డిఫరెన్స్ ఎంత పది సెకండ్లు ఈ పది సెకండ్లు ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే ప్లాట్ఫామ్ని దాటడం కోసం అంటే ప్లాట్ఫామ్ పొడవు ఎంత వంద అంటే వంద మీటర్లు ప్రయాణం చేయడానికి దానికి పది సెకండ్లు ఎక్స్ట్రా పట్టింది అయితే ఇనిషియల్గా దాని పదిహేను సెకండ్లు ఒక కరెంటు స్తంభాన్ని దాటింది కదా అంటే పదిహేను సెకండ్లు ఎంత దూరం పోతుంది నూట యాభై మీటర్లు పోతుంది ఈ నూట యాభై మీటర్ల పొడవు దేనికి సమానం కరెంటు స్తంభానికి ఇచ్చినప్పుడు రైలు పొడవుకి సమానం కాబట్టి నూట యాభై డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు అనమాట వన్ ఫిఫ్టీ అనేది డైరెక్ట్గా తీసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ అండి a train moves fast telegraph post and a bridge in two sixty four metres long in eight seconds and twenty seconds respectively what is the speed of the train రెండు వందల అరవై నాలుగు మీటర్ల పొడవైన ఒక వంతెనను ఒక టెలిగ్రాఫ్ సంబంధి వరుసగా ఇరవై సెకండ్లు పద్దెనిమిది సెకండ్లు ఒక రైలు దాటింది రైలు యొక్క వేగం ఎంత అని అడిగాడు సో ఇక్కడ మనకి రెండు సిచ్యువేషన్స్ అండి రైలు యొక్క వేగం కావాలి సో మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఫస్ట్ది ఏంటంటే ఒక వంతెనను దాటడం రెండోది ఏంటంటే ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడం సో వంతెనను టెలిగ్రాఫ్ స్తంభాన్ని చూడండి ఇరవై సెకండ్లో వంతెన ఎనిమిది సెకండ్లో telegraph a sum of rupees twelve thousand five hundred amount to rupees five fifteen thousand five hundred in four years at what rate of simple interest what is the rate of interest కొంత సరళ వడ్డీ రేటుతో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అసలు నాలుగు సంవత్సరాలలో పదిహేను వేల ఐదు వందల మొత్తంగా మారింది అయితే వడ్డీ రేట్ ఎంత అని అడిగాడు మరి ఇక్కడ వడ్డీ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అండి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి జనరల్గా ఇప్పుడు ఈ ఫార్ ఈ ప్రాబ్లమ్కి మనం ఫార్ములా వాడితే టూ టైమ్స్ అవసరం ఉంటుందండి so first time I equal to PTR by hundred రాస్తాం అక్కడ rate of interest find out చేస్తాం సెకండ్ టైం యూజ్ చేయాలా సో వాటి డిఫరెన్సే మనం అక్కడ పర్సంటేజ్ రూపంలో రాయాల్సి వస్తుంది బట్ ఇలా కాకుండా మనం జనరల్గా ఆలోచిస్తే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొచ్చుకున్నాం అప్పుగా మొత్తం మనం తిరిగి పదిహేను వేల ఐదు వందల రూపాయలు కట్టాం మనం తీసుకొచ్చుకుంది పన్నెండున్నర కట్టింది పదిహేనున్నర అంటే అదనంగా మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా కట్టాం ఈ మూడు వేల రూపాయలు మనం కట్టింది మిత్తి రూపంలో అంటే వడ్డీ రూపంలో మూడు వేల రూపాయలు కట్టినాం ఈ వడ్డీ అనేది మనకి వన్ ఇయర్కి కాదండి ఫోర్ ఇయర్స్కి కట్టినాం ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు అని చెప్పి అంటే మూడు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు కడితే ఫర్ వన్ ఇయర్ ఎంత కట్టినట్టండి బై ఫోర్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ వస్తుంది సింపుల్ క్యాన్సలేషన్ కూడా చేంజ్ అవసరం లేదు ఏడు వందల యాభై డబల్ చేస్తే పదిహేను వందలు పదిహేను వందలు డబల్ చేస్తే మూడు వేలు సో ఇక్కడ మనకి ఒక నెంబర్ని డబల్ చేయడం సగం చేయడం అనే కాన్సెప్ట్ ప్రకారమే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ చూస్తే మనకి ఏడు వందల యాభై రూపాయలు కట్టినామండి ఫర్ వన్ ఇయర్ ఒక్క సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలు కట్టినాము మనం తీసుకొచ్చుకున్న అప్ ఎంత అండి పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందలు మనకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఏడు వందల యాభై రూపాయలు మనం తీసుకొచ్చుకున్న అమౌంట్లో ఎంత శాతం అనేది తెలవాలి సో దానికోసం జనరల్గా ఏం చేస్తాం మనం సెవెన్ ఫిఫ్టీ అనేది ఎంత శాతం out of twelve thousand five hundred కాబట్టి ఇంటూ హండ్రెడ్ తీసుకుంటాం జీరో జీరో గెట్ క్యాన్సల్ నూట ఇరవై ఐదు ఎక్కం నూట ఇరవై ఐదు అండి సో వంద ఇంటూ ఆరు ఆరు వందలు ఇరవై ఐదు ఇంటూ ఆరు నూట యాభై రెండు కలిపితే ఏడు వందల యాభై డైరెక్ట్గా క్యాన్సల్ చేయడం నేర్చుకోవాలా సిక్స్ వచ్చింది కాబట్టి six percent option number C sorry option number డిని మనం రైట్ ఆన్సర్గా రాస్తామండి ఆప్షన్ నెంబర్ డిని ఇక్కడ రైట్ ఆన్సర్గా రాస్తాం ఇక్కడ కూడా మళ్ళీ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ అవసరం వస్తుంది అంటే ఇక్కడ కాదండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సిమ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు టాపిక్స్ మొత్తాన్ని కూడా మనం వితౌట్ ఫార్ములా ఓన్లీ పర్సంటేజ్ రూపంలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Reena took a loan of twelve hundred rupees with a simple interest for as many as years the rate of interest she paid four thirty two rupees as interest at the end of the loan period what was the rate of interest Reena పన్నెండు వందల రూపాయల అసలుపై ఎన్ని సంవత్సరాల కాలం ఉంటుందో అంత వడ్డీ రేటు చొప్పున ఎస్ఐ రూపంలో అప్పు తీసుకుంది అయితే అప్పు గడువు చివరన తను నాలుగు ముప్పై రెండు రూపాయలు వడ్డీ చెల్లించింది వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు సో వడ్డీ రేటు కావాలి ఇక్కడ ఆర్ వాల్యూ కావాలి మరి ఎంతకాలం అండి ఆర్ ఎంత ఉంటుందో టీ ఎంత అంట ఎంతకాలం ఉంటుందో అంతే వడ్డీ రేటు చొప్పున అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు శాతం వడ్డీ చొప్పున పది సంవత్సరాలు అయితే పది శాతం వడ్డీ చొప్పున తీసుకున్న కాన్సెప్ట్ ఇక్కడ మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే తను తీసుకున్న అమౌంట్ ఎంత four twelve hundred rupees but తను పే చేసిన అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ రూపంలో four thirty two rupees pay చేసింది అంటే ఈ ఫోర్ థర్టీ టూ రూపీస్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్లో ఎంత శాతం కట్టిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి సో దానికోసం ఫోర్ థర్టీ టూ అనేది ట్వెల్వ్ హండ్రెడ్లో ఎంత పర్సెంట్ సో ఇక్కడ మనకి ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ సెవెన్ మిగులుతుంది seventy six seventy two twelve six seventy two అంటే తను థర్టీ సిక్స్ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టింది ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా ఇది ఇంట్రెస్ట్ రూపంలో కట్టిన అమౌంట్ ఈ అమౌంట్ మనకి టీ ఇంటూ ఆర్ చేయమని చెప్పాను time into rate of interest చేయమని చెప్పాను బట్ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంతైతే ఉందో టీ వాల్యూ కూడా అంతే ఉంది కాబట్టి ఈ టీ ప్లేస్లో మనం ఆన్ రాసుకోవచ్చు సో ఆర్ ఇంటూ ఆర్ రాస్తే ఆర్ స్క్వేర్ అండి so R square equal to thirty six percent అప్పుడు డైరెక్ట్గా ఆర్ వాల్యూ ఎంత అండి six percent what is R అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో మనకి ఎంత శాతం అండి ఆరు శాతానికి సమానం అండ్ టైం కూడా ఇక్కడ సిక్స్ ఇయర్స్ టైం కూడా ఇక్కడ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్గా తీసుకోవచ్చు మరి ఇక్కడ ప్రాబ్లంలో మన కాన్సెప్ట్ ఏంటంటే తను ఎంత వడ్డీ కట్టింది ఫోర్ థర్టీ టూ రూపీస్ని ఇన్ పర్సంటేజ్లో చెప్పడం ఇంపార్టెంట్ సో పర్సంటేజ్ రూపంలో చెప్పినప్పుడు ముప్పై ఆరు శాతం వడ్డీ కట్టింటాను సో ఆ ముప్పై ఆరు శాతం ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్రెస్ట్ అనేది టీ ఇంటూ ఆర్ చేస్తే వస్తుంది ఈ కాన్సెప్ట్ చుట్టూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయండి I equal to T into R అనేది ఇందులో ఉండే బేసిక్ నెక్స్ట్ క్వశ్చన్ అండి two equal sum of money were lent a simple interest of eleven percent for annum for three and half years and four and half years respectively if the difference between interest rates for these two periods is 4 12 rupees 50 rupees 50 paisa then what is the sum రెండు సమానమైన ధనాన్ని ఇద్దరికి ఏడున్నర శాతం వడ్డీ రేటు చొప్పున సంవత్సర సరళ వడ్డీగా అప్పుగా ఇవ్వగా మూడున్నర సంవత్సరాలకు మరియు నాలుగున్నర సంవత్సరాలకు అయినా వడ్డీలో భేదం ఎంత అంటే నాలుగు వందల పన్నెండు రూపాయల యాభై పైసలు అయితే ఒక్కొక్కరికి ఇచ్చిన అసలు ఎంత అని అడిగాడు మరి ఇక్కడ మీరు చేయొచ్చండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ తోటి డిఫరెన్స్ అనేది మనకి నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే సింపుల్గా చెప్పొచ్చండి ఇక్కడ seven and half percent equal to four twelve అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంత అని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఒకే సేమ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇద్దరు పర్సన్స్కి ఫస్ట్ పర్సన్కి సెవెన్ హాఫ్ పర్సెంట్ సెకండ్ పర్సన్కి సెవెన్ హాఫ్ పర్సెంట్ చొప్పున ఒక పర్సన్కి మూడున్నర సంవత్సరాలకి ఇంకో పర్సన్కి నాలుగున్నర సంవత్సరాలకి అంటే వన్ ఇయర్ తేడా ఉందండి సో వన్ ఇయర్ తేడా ఉంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ అదనంగా ఉంది వడ్డీలో భేదం ఎంత నాలుగు వందల పన్నెండు రూపాయల యాభై పైసలు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి వన్ ఇయర్కి seven one by two percent అంటే fifty seven one by two percent equal to ఇంత అయితే హండ్రెడ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేస్తే ప్రాబ్లం అయిపోతుంది seven one by two equal to మనకి నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే హండ్రెడ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఆన్సర్ అండి మరి దానికోసం ఇక్కడ క్రాస్ మల్టిఫికేషన్ చేసుకోవచ్చు మొత్తంగా సింప్లిఫై చేసామనుకోండి ఓవరాల్ ఆన్సర్ అనేది మనకి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందండి సో మనకు ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అండి శ్యామ్ పన్ పదిహేను వేల రూపాయలను పది శాతం వడ్డీ రేటు చొప్పున ఒక సంవత్సరం పాటు పెట్టుబడిగా పెట్టాడు ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కట్టే పద్ధతి ప్రకారం అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చివర అతను ఎంత పొందుతాడు సో సింపుల్ అండి ప్రాబ్లం ఎట్లా అంటున్నాడంటే శ్యామ్ అనే పర్సన్ పదిహేను వేల రూపాయలపై పది శాతం వడ్డీ రేటు చొప్పున ఒక సంవత్సరానికి పెట్టుబడి పెట్టిండు కానీ ఇంట్రెస్ట్ మాత్రం ప్రతి హాఫ్ ఇయర్ అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తాడు హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి ఇది సంవత్సరానికి ఫర్ ఆనం సంవత్సరానికి ఇది మనం పెట్టిన ఇంట్రెస్ట్ రేటు టెన్ పర్సెంట్ అనేది ఏంటంటే ఫర్ అండి అంటే అంటే సంవత్సరానికి కట్టేది బట్ మనకు కావాల్సింది హాఫ్ సంవత్సరం హాఫ్ సంవత్సరం అంటే బయట చేస్తాం కదా అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఫైవ్ పర్సెంట్ అవుతుంది so rate of interest five percent first six మంత్స్కి సెకండ్ సిక్స్ మంత్స్కి మొత్తం కలిపితే వన్ ఇయర్ అండి మొత్తం కలిపితే one year so first six మంత్స్కి ఫైవ్ పర్సెంట్ చొప్పున పదిహేను వేలు పదిహేను వేలలో ఫైవ్ పర్సెంట్ ఎంత అండి వన్ పర్సెంట్ నూట యాభై ఫైవ్ పర్సెంట్ ఏమవుతుంది ఏడు వందల యాభై అంటే ఫస్ట్ ఆరు నెలలకి ఏడు వందల యాభై సెకండ్ ఆరు నెలలకి ఏడు వందల యాభై మళ్ళీ ఈ సెకండ్ ఆరు నెలలకి ఇందులో ఫైవ్ పర్సెంట్ చేస్తాం అదే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను సో వన్ పర్సెంట్ ఎంత అండి seven point five into five percent ten percent ఎంతంటే సెవెంటీ ఫైవ్ అందులో సగం తీసుకోండి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇది మనకి మొత్తంగా కట్టే ఇంట్రెస్ట్ అనమాట అంటే ఏడు వందల యాభై ఏడు వందల యాభై పదిహేను వందలు ప్లస్ ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు పదిహేను వందల ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు తన ఇంట్రెస్ట్ రూపంలో కడతాడు మరి మొత్తం కావాలి మొత్తం అనేది పదిహేను వేల రూపాయలు తను తీసుకొచ్చుకున్నాడు అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది యాభై పైసలు ముప్పై ఏడు ఐదు వందల ముప్పై ఏడు ఆరు వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు ఆప్షన్ నెంబర్ సి అనేది రేట్ ఆన్సర్ మరి ఇక్కడ చూడండి మనం ఎటువంటి ఫార్ములా వాడతలేము ఆన్సర్ వస్తుంది విత్ ఇక్కడ మట్టుకు ఇదంతా చెప్పానండి జస్ట్ మనం చూసి కూడా చేయొచ్చు ten percent half yearly component five percent పదిహేను వేల ఫైవ్ పర్సెంట్ ఏడు వందల యాభై ఇంకో ఫైవ్ పర్సెంట్ ఇంకో ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఏడు వందల యాభై పదిహేను వందలు మరి ఏడు వందల యాభైలో మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఏడున్నర పదిహేను వందల ముప్పై ఏడున్నర అది యాడ్ చేస్తే పదహారు వేల ఐదు వందల ముప్పై ఏడు రఫ్ వర్క్ లేకుండా